ఉష్ణం రైట్ జనరల్గా మనకి ఉష్ణం అంటే ఏంటి ఉష్ణోగ్రత అంటే ఏంటి టెంపరేచర్ అంటే ఏంటి అని చూసి దీంట్లో మనకి ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం ఉష్ణం జనరల్గా మనకి హీట్ అంటే ఏం చెప్తారు మీరు heat is a one form of energy which can flow from high temperature region to low temperature region అని చెప్తూ ఉంటారు అవునా కదా అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి ప్రయాణించేటటువంటి శక్తి స్వరూపాన్ని మీరేమంటారంటే ఉష్ణం అంటాం అయితే ఈ ఉష్ణానికి మరి యూనిట్స్ ఏంటి అనేది చూడండి యూనిట్స్ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్ అండి జౌల్ అదే సిజిఎస్ యూనిట్ వచ్చేసి దీనికి calorie calorie right one calorie value ఎంత అంటే four point one eight joules ఇది జనరల్గా హీట్కి సంబంధించి అయితే ఈ హీటు మరియు టెంపరేచర్ అంటే ఏందో చూద్దాం ఈ రెండు ప్యారలల్గా మాట్లాడుకుంటే ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది మనకి హీట్ ఒక ఆబ్జెక్ట్లో ఏం తెలియజేస్తుంది టెంపరేచర్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఏ ప్రాపర్టీని తెలియజేస్తుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు హీట్ అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నారు అది అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి ప్రయాణిస్తుందని మనం మాట్లాడుకున్నాం ఇలా ప్రయాణించేటప్పుడు మనకి ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఫ్లో అవుతుంది మ్యాటర్ ఫ్లో కాదు కాబట్టి మాస్లెస్ ఫ్లూయిడ్ అంటాం మాస్లెస్ ఫ్లూయిడ్స్ని గ్రీక్ లాంగ్వేజ్లో ఏమంటారంటే కెలరిక్ ఫ్లూయిడ్స్ అంటారు కెలరిక్ ఫ్లూయిడ్స్ అందుకే వన్ కెలరీ అంటే కెలరీ అనేటటువంటి యూనిట్ని మనం ఎందుకు తీసుకున్నాం సీజీఎస్ యూనిట్లో అంటే యాక్చువల్గా శక్తికి ప్రమాణం ఏంటంటే సీజీఎస్ ప్రమాణం ఎర్క్స్ కానీ ఇక్కడ హీట్ అనేటటువంటి ఎనర్జీ ప్రత్యేకించి కెలరీ అని ఎందుకు అనడం అంటే మాస్లెస్ ఫ్లూయిడ్ అనమాట రైట్ ద్రవ్యరాశి లేని ప్రవాహి అనమాట ఉష్ణరాశి అనేది రైట్ అందుకే మనం ఏమన్నాం అంటే దీన్ని కెలరిక్ ఫ్లూయిడ్స్ అని కెలరీ అని చెప్పారు అనమాట అంటే ఫస్ట్లో ఇన్వెస్టిగేషన్స్ అలా స్టార్ట్ అయినాయి టెంపరేచర్ అంటే ఏందో చూడండి ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయి అనుకోండి మన దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి ఏదో ఒక వస్తువులో ఏది వేడిగా ఉంది ఏది చల్లగా ఉందని తెలియజేసేటటువంటి భౌతిక రాశిని మనం ఏమంటాం అంటే టెంపరేచర్ అంటాం టెంపరేచర్ అనేది ఒక వస్తువు యొక్క వేడి తీవ్రతను మరియు చల్లని తీవ్రతను తెలియజేస్తుంది temperature represents the degree of hotness or coolness of a body right మరి ఈ టెంపరేచర్కి సంబంధించి మళ్ళీ యూనిట్స్ ఎలా ఉంటాయో చూడండి ఎస్ఐ యూనిట్ వచ్చేసి కెల్విన్ రైట్ సిజిఎస్ యూనిట్ వచ్చేసి Celsius Celsius right CGS unit ఏంది సెల్సియస్ ఎస్ఐ యూనిట్ ఏంటండి కెల్విన్ ఓకే ఇది జనరల్గా టెంపరేచర్ అయితే ఒక వస్తువు యొక్క వేడి తీవ్రత చల్ల తీవ్రత అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే పదార్థంలో ఉన్న అణువుల యొక్క గతిజ శక్తి మీద డిపెండ్ అవుతుంది పదార్థంలో ఉన్న అణువుల యొక్క గతిజ శక్తి మీద డిపెండ్ అవుతాయి ఎలాగనో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా అణువులు అనుకోండి రైట్ ఇప్పుడు మీరు వేడి చేస్తున్నారు అనుకోండి ఇది వాటర్ అనుకోండి కొద్దిసేపు ఇది బౌలు ఈ వైట్ సర్కిల్స్ అన్నీ కూడా మీరు ఏమనుకుంటారంటే వాటర్ మాలిక్యూల్స్ అనుకోండి ఇప్పుడు మీరు వేడి చేస్తుంటే ఇవేమైతే దీని యొక్క గతిజ శక్తి ఏమవుతుంది కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది చెప్పండి ఇంక్రీజ్ అవుతుంది కైనటిక్ ఎనర్జీ అంటే గతిజ శక్తి ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు అలా ఇంక్రీజ్ అవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు అలా ఇంక్రీజ్ అవుతున్నట్టే అయితే ఏం ఇంక్రీజ్ అవుతున్నట్టు ఏం పెరుగుతున్నట్టు టెంపరేచర్ పెరుగుతున్నట్టు సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే temperature is directly proportional to kinetic energy అణువుల గతిజ శక్తి పెరిగితే ఒక పదార్థంలో దాని ఉష్ణోగ్రత పెరుగుతున్నట్టు లెక్క అయితే దీని మీద ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడు సార్ బిట్లు అనేది అడగొచ్చు మిమ్మల్ని రైట్ ఎలా అడుగుతాడో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక థర్మల్ ప్లాస్కో ఉంది ఈ థర్మల్ ప్లాస్కోలో టీ ఉంది హాట్ టీ ఉంది రైట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే షేక్ చేస్తున్నా దీన్ని రైట్ if I shake in this flask what is the temperature of the tea inside the flask ఎగ్జామినేషన్లో ఇలాగనే అడుగుతాడు చెప్పండి ఏమవుతుంది రైట్ వేడి టీతో నింపినటువంటి ప్లాస్కోని అటు ఇటు కుదిపితే టీ ఉష్ణోగ్రత ఏమవుతుంది ఆప్షన్ ఏ పెరుగుతుంది ఆప్షన్ బి తగ్గుతుంది రైట్ ఆప్షన్ సి మారదు right remains same or remains constant option D చెప్పలేను లోపల టీవీ యొక్క పరిస్థితి బయట ఉన్న నాకెలా తెలుస్తుంది కదా ఇలాంటి ఆప్షన్ ఇవ్వడు కానీ బట్ అనుకుందాం మనం చెప్పండి ఇప్పుడు నేను అటు ఇటు కుదిపితే టెంపరేచర్ ఏమవుతుంది టీ టెంపరేచర్ వేడి టీనే ఉంది దాంట్లో నేను అటు ఇటు కుదిపిన ఇప్పుడు చూశారు కదా దాని టెంపరేచర్ ఏమవుతుంది రైట్ దాని యొక్క టెంపరేచర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో చెప్పగలరా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది భయంకరంగా ఏం కాదులే కానీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకండి అణువుల యొక్క గతిశక్తి ఏమవుతుంది నువ్వు ఇది ప్లాస్కోలో టీ అని అనుకుంటే నువ్వు అటు ఇటు కదిపితే కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది పెరుగుతుంది ఎలా పెంచినావు నువ్వు వర్క్ చేసినావు నువ్వు వర్క్ చేసినావు కాబట్టి కైనటిక్ ఎనర్జీ పెరిగింది కైనటిక్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ కూడా ఏమైందండి పెరుగుతుంది అంతేగాని అటు ఇటు కదిపితే మొత్తం టీ జల్లారిపోద్ది అంటారు మన లాంగ్వేజ్లో అయితే కానీ సైన్స్ అలా చెప్పదనమాట కాబట్టి ఎగ్జామినేషన్లో ఏం చెప్పాలి ఇంక్రీజ్ అవుతుందని చెప్పాలి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అందుకే టెంపరేచర్కి కైనటిక్ ఎనర్జీకి రిలేషన్ చెప్పిన మీకు ఎగ్జామినేషన్లో అడిగినా నువ్వు చెప్పగలగాలి ఒక పదార్థంలో అణువుల యొక్క గైశక్తి టీలోనే కాదు ఏ పదార్థంలోనైనా అణువుల యొక్క గైశక్తి పెరుగుతుందంటే దాని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది అనేటటువంటి భావన నీకు తెలియాలి right if the molecular motion of any substance increases which means temperature of that substance will be increases that is the final conclusion right ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ టెంపరేచర్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి టెంపరేచర్ స్కేల్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు మరి ఎంత వేడిగా ఉంది ఎంత చల్లగా ఉంది ఎంత తీవ్రత ఉంది అనేటటువంటి దాన్ని మనం నెంబర్తో రిప్రజెంట్ చేయాలి కదా అవునా కదా అందుకే దీనికి సంబంధించి మనం టెంపరేచర్ స్కేల్స్ని డిస్కస్ చేస్తూ ఉంటాం టెంపరేచర్ స్కేల్స్ మానాలు అంటాం టెంపరేచర్ స్కేల్స్ ఉష్ణోగ్రత మానాలి టెంపరేచర్ స్కేల్స్ ముఖ్యంగా మనం మూడింటి గురించి డిస్కస్ చేస్తాం ఏంటి సార్ అనేది చూద్దాం ఇప్పుడు ఓకే సెల్సియస్ స్కేల్ తర్వాత ఫార్నీట్ స్కేల్ ఇది ఫార్నీట్ స్కేల్ ఇది సెల్సియస్ స్కేల్ తీసుకుందాం తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరు కెల్విన్ కెల్విన్ స్కేల్ రైట్ మూడు రకాల టెంపరేచర్ స్కేల్స్ గురించి మాట్లాడతా దీని మీద ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడో చూద్దాం ఫస్ట్ ఏదైనా ఒక స్కేల్ తీసుకున్నారనుకోండి ఏదైనా ఒక స్కేల్ తీసుకుంటే కంపల్సరీగా మనం మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూని ఎస్సెన్ చేయాలి అవునా కదా కనిష్ట విలువ ఏదో గరిష్ట విలువ ఏదో చెప్పాలి మనం ఇప్పుడు మనం ఏదైనా మీటర్ స్కేల్ కానీ మన ఇళ్ళ ఉన్న మన కంబా స్కేల్ కానీ సెంటీమీటర్ స్కేల్స్ ఉంటాయి దాంట్లో మినిమం వాల్యూ జీరో మ్యాక్సిమం ఎంత ఎస్సెన్ చేస్తే అంత టెన్ అయితే టెన్ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ థర్టీన్ అయితే థర్టీ అలాగనే ఇక్కడ కూడా మనం అసైన్ చేయాలి ఇప్పుడు ఈ స్కేల్లో చూడండి ఇది for example Fahrenheit scale ఇది ఫారెన్ హీట్ స్కేల్ ఇదేంది సార్ అని అడిగితే సెల్సియస్ స్కేల్ రైట్ ఇది కెల్విన్ స్కేల్ ఈ ముగ్గురే ఇంపార్టెంట్ మనకి అందుకే వీళ్ళనే గురించి డిస్కస్ చేస్తున్నా దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి దీనికి సంబంధించిన స్టోరీ ఎలా ఉంటుందో చూద్దాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫారెన్ నీడ్ స్కేల్ ఏం చేశాడంటే ఈ మినిమం వాల్యూని మ్యాక్సిమం వాల్యూని రైట్ ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ని ఎలా మనకి అసైన్ చేశారంటే మనకి మ్యాక్సిమం వాల్యూని వాటర్ బాయిలింగ్ పాయింట్గా తీసుకున్నారు వాటర్ బాయిలింగ్ పాయింట్ మినిమం పాయింట్ని లేదా లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటూ ఇదే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇది రైట్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ని ఎలా తీసుకున్నారు సార్ అని అడిగితే రైట్ ఇదే అదో బిందువు అదే ఓర్ధో బిందువు ఓర్ధో బిందువుని నీటి బాష్పీభవన స్థానం రైట్ నీటి ద్రవీభవన స్థానాన్ని అధో బిందువుగా తీసుకున్నారనమాట నిమ్మన బిందువు అంటాం right water melting point water melting point ఇప్పుడు చూద్దాం వాల్యూస్ ఏందో ఫారెన్హీట్ స్కేల్లో ఏం చెప్తుందంటే మనకి water melting point thirty two degree heat అని చెప్తుంది థర్టీ టూ డిగ్రీ హీట్ అని అదే వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత అని చెబుతుందంటే టూ ట్వెల్వ్ డిగ్రీ హీట్ అని చెప్తుంది ఏది హీట్ స్కేల్ హీట్ అనే సైంటిస్ట్ మనకి ఈ స్కేల్ని ఇంట్రడ్యూస్ చేశాడు థర్టీ టూ డిగ్రీ హీట్ ఇదే టూ ట్వెల్వ్ డిగ్రీ ఫారెన్హీట్ అదే సెల్సియస్ ఏం చెప్తున్నాడంటే ఆయనకు థర్టీ టూ నచ్చలేదంట నచ్చక జీరో అని చెప్పాడు ఆయన జీరో డిగ్రీ సెల్సియస్ అన్నాడు ఆయన స్కేల్ కాబట్టి తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అన్నాడు hundred degree Celsius water boiling point ఈ స్కేల్ కానీ ఆ స్కేల్ కానీ ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అని అడిగితే ఫారెన్ స్కేల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్వరం తగిలింది అనుకోండి జ్వరం తగిలి మనం డాక్టర్ దగ్గర పోతే నూట నాలుగు అన్నాడు జ్వరం నూట నాలుగు వన్ నాట్ ఫోర్ అంటే మీనింగ్ ఏంది అది ఏ స్కేల్ అది సెల్సియస్ స్కేలా ఫారెన్హీట్ స్కేలా ఫారెన్హీట్ స్కేల్ అది సెల్సియస్ స్కేల్ అంటే one naught four degree Celsius అంటే మనం ఉండం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వేరేకి వెళ్ళి వెళ్తాం అప్పటికి అవునా కదా అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఫారెన్హీట్ స్కేల్ అందుకే వైద్య రంగంలో ఉపయోగించే స్కేల్ ఏదైనా చెప్తారు ఫారెన్హీట్ స్కేల్ అని చెప్పాలి మరి అలా కాకుండా మన హైదరాబాద్ కానివ్వండి విజయవాడలో కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా మన ఏపీ ఆంధ్ర తెలంగాణ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఒక రోజు టెంపరేచర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే చెప్పేటప్పుడు ఆ రిపోర్ట్స్లో రైట్ ఒక రోజు ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత ఏ స్కేల్లో చెప్తారు సెల్సియస్ స్కేల్లో చెప్తారు కాబట్టి భారత వాతావరణ శాఖ ఉపయోగించే స్కేల్ అంటే ఏం చెప్తారు సెల్సియస్ స్కేల్ అని చెప్పాలి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తా Celsius scale but in the medical we uses the Fahrenheit scale అవునా కదా where is the head quarter located sorry right ఎక్కడ మనకి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది right where the Indian meteorological department head quarters is situated చెప్పండి ఎక్కడుంది జనా చాలా మంది ఏం చెబుతారు పూణే అని చెబుతారు పూణే అనేది రీసెర్చ్ సెంటర్ అక్కడ ఇండియన్ మెట్రలాజికల్ పరిశోధనా సంస్థ రైట్ అంతర్య ఏది మన భారత వాతావరణ శాఖ పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏడుందంటే పూణేలో ఉంది కానీ అడ్మినిస్ట్రేషన్ వింగ్ న్యూఢిల్లీలో ఉందన్నమాట రైట్ ప్రధాన కార్యాలయం administrative wing New Delhi research wing వచ్చేసి పూణే ఓకే ఇది జనరల్గా ఐఎండి గురించి కొంత మాట్లాడుకున్నాం ఇక్కడ ఇది సెల్సియస్ స్కేల్ కానివ్వండి ఫార్నీట్ స్కేల్ కానివ్వండి అదే మన శరీర ఉష్ణోగ్రత అంటే ఏం చెప్తా ఉంటుంది జనరల్గా మనకి ninety eight point four degree Fahrenheit అని చెప్తారు ఇప్పుడు చూడండి ఈ రెండింటిది ఏదైతే మనకెందుకు ఈ రెండింటికంటూ కూడా మనకేంది స్కేల్స్ ఏవి ఈ రెండింటి స్కేల్ డిఫరెంట్ స్కేల్స్ కానీ చూపించాల్సిన వాల్యూ సేమ్ ఉండాలిగా ఎందుకంటే టూ డిఫరెంట్ స్కేల్స్ కావచ్చు లేదా త్రీ డిఫరెంట్ స్కేల్స్ కావచ్చు కానీ మనకు చూపించాల్సిన వాల్యూ సైంటిఫిక్ వాల్యూ సేమ్ ఉండాలి అవునా కదా ఆ అమౌంట్ అనేది సేమ్ ఉండాలి ఎందుకని ఒక రూపాయి అన్నా ఒకటే వంద పైసలు అన్నా ఒకటే అంతేగా ఒక రూపాయి అన్నా వంద పైసలన్నా ఒకటే నెంబర్ చేంజ్ ఉంది కానీ amount same value is same అలాగనే ఫారెనీట్ స్కేల్ అయినా టెంపరేచర్ ఏది సెల్సియస్ స్కేల్ అయినా నెంబర్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ కానీ చూపించాల్సిన వాల్యూ సేమ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెంత్ కొలిసిన ఒక మీటర్ అన్న మీరేం చేశారంటే మీరు కొలిసి లేదు సార్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అన్నారు హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే మీ స్కేలు సెంటీమీటర్ స్కేలు నా స్కేలు మీటర్ స్కేల్ నేను మెజర్ చేసిన స్కేలు అవునా కదా అప్పుడు ఒక metre is equal to hundred centimetres అలాగనే ఫార్నీడ్ స్కేల్ అయినా సెల్సియస్ స్కేల్ అయినా నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాను కానీ చూపించాల్సిన వాల్యూస్ సేమ్ ఉండాలి దానికోసం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం రైట్ ఏంటి సార్ ఆ రిలేషన్ అంటే ఫార్నీడ్ స్కేల్లో అన్నోన్ వాల్యూని ఏమనుకుందాం అంటే క్యాపిటల్ ఎఫ్ అనుకుందాం రైట్ సెల్సియస్ స్కేల్లో ఈక్వలెంట్ వాల్యూని సి అని అనుకుందాం అప్పుడు ఏమవుతుంది చూడండి దీంట్లో ఫ్రాక్షనల్ చేంజ్ ఎంత వస్తుందో అంతే ఫ్రాక్షనల్ చేంజ్ దీంట్లో కూడా రావాలిగా ఫ్రాక్షనల్ చేంజ్ ఎంత వస్తుందో చూడండి దీని ఇప్పుడు ఈ స్కేల్ లెంత్ ఎంత ఇక్కడ ఎఫ్ మైనస్ ఇది మినిమం వాల్యూ రైట్ అంటే ఇది మినిమం వాల్యూ కాబట్టి F minus thirty two by total length ఎంత టోటల్ లెంత్ వచ్చేసి two twelve minus thirty two ఇది ఇదేగా fractional change is equal to ఇప్పుడు దీంట్లో ఈ లెంత్ ఎంత సి మైనస్ జీరో బై మొత్తం టోటల్ లెంత్ ఎంత హండ్రెడ్ మైనస్ జీరో రైట్ ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే F minus thirty two by one eighty అంటే మీకు మ్యాథమెటికల్గా అని చెప్తాను ఎందుకంటే మీరు ప్యూర్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారు అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ కూడా నేర్చుకుంటారు కాబట్టి సి బై హండ్రెడ్ జీరోకి జీరో కేసు క్యాన్సిల్ రైట్ రెండు తొమ్మిదిలు రెండు ఐదులు క్యాన్సిలేషన్ అయితే ఎంత ఇలా రాసుకోవచ్చు చూడండి C is equal to five by nine F minus thirty two ఇది ఫైనల్ రిలీజ్ ఓకేనా ఈ విధంగా ఏ స్కేల్స్ అయినా ఇచ్చినా కానీ ఇలా చేసుకోవచ్చు నో ప్రాబ్లం మిమ్మల్ని అడిగేది ఎవరు లేరు రైట్ ఎలా ఉంటుంది ఇది జనరల్గా ఏ స్కేల్కి సంబంధించిన రిలేషన్స్ టు సెల్సియస్ స్కేల్ అయితే కెల్విన్ స్కేల్ ఏం చేస్తున్నాడో చూడండి కెల్విన్ అనే సైంటిస్టు లేదా కెల్విన్ స్కేల్ను గుర్తించినటువంటి విభాగం ఏంటి అంటే జనరల్గా మనకి మెటీరియల్లో కైనటిక్ ఎనర్జీ అనేది ఏది టెంపరేచర్కి సంబంధించిన రిలేషన్ అని చెప్పిను అవునా సంబంధించిందని చెప్పిను అంటే ఇప్పుడు అణువుల యొక్క గతిశక్తి పెరుగుతుందంటే టెంపరేచర్ కూడా పెరుగుతుంది అన్నట్టేగా ఒకవేళ నేను పదార్థాన్ని చల్లబరుస్తున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది తగ్గిపోతుంది కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంటే ఎంతవరకు తగ్గిపోతుందో చూద్దాం ఫ్రిడ్జ్లో పెడదాం మన ఇళ్ళకాడ ఫ్రిడ్జ్ కాదు సైంటిఫిక్ ఫ్రిడ్జ్ అది రైట్ అలా పెట్టినప్పుడు కైనెటిక్ ఎనర్జీ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ ఒకనొక సందర్భంలో కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోయింది ఒకనొక సందర్భంలో కైనటిక్ ఎనర్జీ ఏమైపోయి జీరో అయిపోయింది ఏ టెంపరేచర్ వద్ద అయితే ఒక వస్తువులో లేదా ఒక పదార్థంలో కైనటిక్ ఎనర్జీ జీరో అవుతుందో అప్పుడున్న టెంపరేచర్ని మనం ఏమంటామంటే అప్సల్యూట్ జీరో టెంపరేచర్ అన్నారు అప్సల్యూట్ జీరో టెంపరేచర్ అన్నాం ఇక్కడ జాగ్రత్త చూడండి ఇది absolute zero temperature absolute zero temperature అంటే మీనింగ్ ఏం చెప్పండి అప్పుడు కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది జీరో అయిపోతుంది పార్టికల్స్ మధ్యలో కైన పై పార్టికల్ యొక్క కైనటిక్ ఎనర్జీ జీరో అయిపోయింది అనుకోండి ఇక మనం దాని నుంచి ఎనర్జీ తీసుకోలేము ఎందుకంటే అది రెస్ట్లో ఉండిపోయింది ఎగ్జామినేషన్లో ఇలా కూడా అడుగుతాడు పరమశూన్య ఉష్ణోగ్రత అంటాం అప్సల్యూట్ జీరో అంటే తెలుగులో పరమశూన్య ఉష్ణోగ్రత పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద అణువుల యొక్క గతిజ శక్తి ఆప్షన్ ఏ గరిష్ట ఉంటుంది ఆప్షన్ బి రైట్ ఎంతో కొంత ఉంటుంది ఆప్షన్ సి శూన్యం అయిపోతుంది ఆప్షన్ డి చెప్పలేను నేను రైట్ అప్పుడు ఏం చెప్తాను శూన్యం అయిపోతుందని చెప్పాలి రైట్ అంతేగాని కైనెటిక్ ఎనర్జీ శూన్యం అవుతుంది కాబట్టి అప్పుడున్న టెంపరేచర్ని జీరో కెల్విన్గా కన్సిడర్ చేశారు అంతేగాని టెంపరేచర్ జీరో అని కాదు అక్కడ ఆ టెంపరేచర్ వద్ద కైనెటిక్ ఎనర్జీ జీరో అని రైట్ ఇలా అడుగుతూ ఉంటాడు జాగ్రత్త చూసుకోండి అందుకే కైనెటిక్ ఎనర్జీ జీరో అయినటువంటి ఆ టెంపరేచర్ని జీరో కెల్విన్ అన్నారు మరి ఇప్పుడు ఈ జీరో కెల్విన్ అంటే అంతా కెల్విన్ స్కేల్ కదా ఈ కెల్విన్ స్కేల్లో ఉన్న వాల్యూని క్యాపిటల్ టీతో చూపిద్దాం మనం రైట్ అప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు ఎలా సార్ అని అడిగితే capital T is equal to small T plus two seventy three or C plus two seventy three C అనేది సెల్సియస్ లేదా టీ అంటే టీఆర్ సి అని చూపించవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు టీఆర్ సి రైట్ ఇది అందుకే సి అనేది సెల్సియస్ స్కేలు మనకి క్యాపిటల్ టీ అనేది ఏ స్కేల్ అండి కెల్విన్ స్కేల్ ఇప్పుడు ఈ జీరో అనేది క్యాపిటల్ టీ కదా ఈ జీరో అనేది క్యాపిటల్ టీ కాబట్టి ఆ క్యాపిటల్ టీ ప్లేస్లో జీరో ఉంచండి C plus two seventy three C is equal to ఎంత అవుతుంది minus two seventy three degree Celsius యాక్చువల్గా సెల్సియస్ ప్రతిపాదించినప్పుడు ఆ దాంట్లో మినిమం వాల్యూ ఎంత ఉంది జీరో ఉంది అందుకే తర్వాత ఏం చేశారంటే దీన్ని వెనక్కి ఎక్స్టెండ్ చేశారు బ్యాక్ ఎక్స్టెండ్ చేసి minus two seventy three degree Celsius ఈ రిలేషన్ తెలుసు కాబట్టి దీన్ని కూడా మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు minus four fifty nine degree heats four four ninety four fifty nine degree heat ఎగ్జామినేషన్లో ఎలాగైనా ఇస్తాడు పరమశూన్య ఉష్ణోగ్రత విలువ సెల్సియస్ స్కేల్లో మైనస్ టూ సెవెంటీ త్రీ పరమశూన్య ఉష్ణోగ్రత విలువ ఫారెన్హీట్ స్కేల్లో మైనస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు ఆ ఈక్వేషన్స్ గుర్తుంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది అప్పటికప్పుడు no don't worry right zero Kelvin వద్ద ఆప్షన్ ఏ అణువుల గ్యాస్ శక్తి శూన్యమవుతుంది ఆప్షన్ బి ఉష్ణోగ్రత శూన్యమవుతుంది ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి చెప్పలేను నేను రైట్ కేవలం ఏ మాత్రమే సరైనది ఎందుకని ఏ మాత్రమే సరైంది టెంపరేచర్ జీరో కాదు కైనటిక్ ఎనర్జీ జీరో అప్పుడున్న టెంపరేచర్ మనం జీరో కెలివిని అన్నాం కానీ టెంపరేచర్ జీరో అని కాదు ఆడ మీనింగ్ రైట్ ఎగ్జామినేషన్లో ఇంకలా కూడా అడగొచ్చుగా lowest possible temperature in the universe right విశ్వంలో అతి తక్కువ లేదా సాధ్యపడే కనిష్ట ఉష్ణోగ్రత విలువ సాధ్యపడే కనిష్ట ఉష్ణోగ్రత విలువ ఎంత జీరో కెల్విన్ ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతను పొందలేము మనం అందుకే lowest temperature in the universe ఏంటండి జీరో కెల్విన్ దాన్ని మనం సెల్సియస్ స్కేల్లో చూస్తే minus two seventy three right Fahrenheit స్కేల్లో చూస్తే మైనస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఒక్కసారి ఈ మూడు స్కేల్స్ని అబ్జర్వ్ చేయండి రైట్ ఇప్పుడు దీన్నే ఇంకా ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసిన ఇది జీరో కదా ఈ జీరోని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఈ జీరో అనేది దేనికి సంబంధించింది సెల్సియస్ స్కేల్కి సంబంధించి సి ఈజ్ ఈక్వల్ జీరో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది సి ఈజ్ ఈక్వల్ జీరో అయితే క్యాపిటల్ టీ వాల్యూ అవుతుంది capital T is equal to C plus two seventy three కాబట్టి సి నేను ఏం చేసిన జీరో సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు క్యాపిటల్ టీ ఏమవుతుంది టూ సెవెంటీ త్రీ కెల్విన్ అవుతుంది కాబట్టి ఈ విలువ ఎంతండి టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ అవుతుంది అదే ఇప్పుడు ఎక్కడ చూడండి సి విలువ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే hundred plus two seventy three three seventy three kelvins అవుతుంది రైట్ మానవ శరీర ఉష్ణోగ్రత ఆల్రెడీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి ఈ రిలేషన్ కనుక మనం చూస్తే ఎంత వస్తుంది ఇక్కడ thirty six point nine degree Celsius వస్తుంది అప్రాక్సిమేట్లీ రైట్ ఇప్పుడు ఏడకి వస్తే అదే విలువ ఎంత అవుతుంది థర్టీ సెవెన్ అని తీసుకోండి thirty seven plus two seventy three అంత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి right thirty seven plus two seventy three almost three ten right three ten kelvins ఇది ఓకేనా ఎగ్జామినేషన్లో ఇది హండ్రెడ్ కదా హండ్రెడ్ యాడ్ చేస్తే త్రీ సెవెంటీ త్రీ ఆల్రెడీ రాబట్టినాం మనం ఓకే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే వీటిని వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాం మనం ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి తర్వాత అడిగితే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనకి మోడల్ వైజ్గా చూద్దాం చూసే ముందు మనం కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రైట్ యాక్చువల్గా మనకి వాటర్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ నీటి బాష్పీభవన స్థానం ఎంత మనకి ఫార్నీడ్ సెల్సియస్ స్కేల్లో అయితే హండ్రెడ్ ఫార్నీడ్ స్కేల్లో అయితే టూ ట్వెల్వ్ డిగ్రీ నీట్ అదే కెల్విన్ స్కేల్లో అయితే three seventy three kelvins next water యొక్క మెల్టింగ్ పాయింట్ నీటి ద్రవీభవన స్థానం జీరో డిగ్రీ సెల్సియస్ సెల్సియస్లో అయితే ఫార్నీట్లో అయితే thirty two degree Fahrenheit next అదే కెల్విన్ స్కేల్లో అయితే మనకి ఎంత అండి two seventy three kelvins next absolute zero temperature ఎంత రైట్ అబ్సల్యూట్ జీరో అంటే పరమశూన్య ఉష్ణోగ్రత right absolute zero temperature right ఇదే దీంట్లో అయితే ఎంత వచ్చింది సెల్సియస్లో అయితే minus two seventy three degree Celsius minus four fifty nine degree Celsius అదే అయితే ఇక్కడ zero Kelvin human body temperature ఎంత human body temperature human body temperature ఇక్కడ చూస్తే almost minus thirty sorry plus thirty six point nine degree Celsius అదే ఇక్కడ చూస్తే ninety eight point four degree Fahrenheit అదే ఇక్కడ చూస్తే మనకి right almost three ten kelvins ఇవి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ దీని మీద మనకి ఎగ్జామినేషన్లో అడిగితే ఎలా అడుగుతాడో చూడండి ఈ వాల్యూస్ మీద కాదు ఈ వాల్యూస్ మీద అడిగితే ఈజీగా మీరు గెస్ చేయగలరు కానీ అడిగితే ఎలా అడుగుతాడో చూద్దాం questions question number one right question number వన్లో ఈ క్రింది ఏ స్కేలు ఎల్లప్పుడూ ధనాత్మక విలువలను సూచిస్తుంది I'm repeating again which of the following scale shows the always positive values ఈ క్రింది ఏ స్కేలు ఏ ఉష్ణోగ్రత స్కేలు ఎల్లప్పుడూ ధనాత్మక విలువలను తెలియజేస్తుంది option A Fahrenheit scale option B Celsius scale option C Kelvin scale option D పైవన్నీ లేదా ఏది కాదు sorry right all of above ఇలా ఇచ్చింది అనుకోండి ఆల్ ఆఫ్ ఎబో ఇప్పుడు చెప్పండి పరిస్థితి ఏంటి ఏ స్కేల్ మనకి ఎల్లప్పుడూ పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది ఈ స్కేల్ యాక్చువల్లీ థర్టీ టూ కన్నా మళ్ళీ కిందికి వచ్చేసింది మైనస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ కాడికి వచ్చింది ఇది సి కాస్త మైనస్ టూ సెవెంటీ త్రీ కాడికి వచ్చింది కెల్విన్ స్కేల్ అయితే ఉండటమే ఎంత minimum value zero Kelvin zero కన్నా పైన ఉన్నాయి కదా వాల్యూస్ అన్నీ కూడా ఆల్వేస్ పాజిటివ్ స్కేల్ అయితే చెప్పండి ఇప్పుడు always positive scale is the Kelvin scale ఇలా అడుగుతాడు క్వశ్చన్ నెంబర్ టూ రైట్ విశ్వంలో సాధ్యపడు కనిష్ట ఉష్ణోగ్రత ఎంత విశ్వంలో సాధ్యపడు కనిష్ట ఉష్ణోగ్రత ఎంత what is the least possible temperature in the universe what is the least possible temperature in the universe option A two seventy three kelvins option B two seventy three degree Celsius option C zero Kelvin option D four fifty nine degree Celsius నరై ఏంటిది ఇవన్నీ కూడా కెల్విన్ కెల్విన్ ఉన్నాయి కానీ ఇది minus three minus two seventy three కదా రైట్ ఇప్పుడు చెప్పండి ఏది రైట్ అవుతుంది మనకి ఇదేగా అంటే స్కేల్స్ని కూడా చూసుకోవాలి ఏ స్కేల్లో ఏ విలువ కూడా తెలియాలి మీకు అందుకే మీకు దగ్గర దగ్గరగా ఇచ్చిన అనమాట నెంబర్స్ అంతా కూడా మీరు ఎక్కడో చూసినట్టుగా అనిపించాలని రైట్ అది ఇంకో మోడల్